హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను and welcome back to my gateway promotions YouTube channel అండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా అండ్ uh, ఇంతవరకు వీడియోస్ అయితే ఎందుకు చేయలేకపోయాను సమ్ సిచ్యువేషన్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇన్ని రోజులు బట్ ఇక నుంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను దానికి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి ఫ్రెండ్స్ దానికి ముందు మీరు చేయాల్సింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో ఒక యూట్యూబ్ ట్రావెలర్ పైన అయితే చేస్తున్నాను ఆయన ఎవరో కాదు మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అతను రీసెంట్గా అంటార్టికా టూర్ అయితే చేశారండి మన సౌత్ ఇండియాలో తెలుగు యూట్యూబ్ ట్రావెలర్స్లో మొట్టమొదటిసారిగా అంటార్టిగా చూపించిన వ్యక్తి అండి ఈయన ఇప్పటికే అతను ఎవరో మీకు ఎవరో తెలిసి ఉంటుంది అండ్ వీడియో అయితే ఇక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అతను ఎవరో కాదండి అతనే మన తెలుగు ట్రావెలర్ నాన్ వెజ్ గారు ఈయన ఈ మధ్యకాలంలో వీడియోస్ చేస్తున్న మనం చూస్తున్నట్లయితే ఈయన కొందరు యూట్యూబర్స్ పైన కాంట్రవర్స్ అయితే చేస్తున్నారు ఇది కరెక్టే కానీ ఈయన ట్రావెలింగ్ వీడియోస్ని అయితే చాలామంది మిస్ అవుతున్నారండి అండ్ uh, అన్వేష్ గారు గతంలో ఒక మాట అయితే అన్నారండి ఒక యూట్యూబర్ పైన ఆ మాట ఏంటంటే ఎవరెవరి ఓన్ కంటెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారో ఆ ఓన్ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ చేయకూడదని చెప్పి ఒక మాట అన్నారండి బట్ ప్రజెంట్ అన్వేష్ గారు కూడా అదే చేస్తున్నారండి ఈయన ట్రావెలింగ్ ఛానల్లో కాంట్రవర్సీ వీడియోస్ అయితే పెడుతున్నారండి ప్రజెంట్ అయితే ఇక్కడ నుండైనా కాంట్రవర్సీ ఆపేసి అతని మంచి మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తారని అందరిని ఎంటర్టైన్ చేయాలని చాలామంది వ్యూవర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ ఆశిస్తున్నారు అన్వేష్ గారిని ఎంసీఎన్ కంపెనీస్ రకరకాలుగా గతంలో అయితే ఇబ్బంది పెట్టాయండి కానీ వాటిని ధైర్యంగా మరియు ఒంటరిగానే ఎదుర్కొన్నారు ఈ విషయంలో ఈయన చాలా గ్రేట్ అని చెప్పచ్చు బట్ ఈయన వీడియోస్ చాలామంది లైక్ చేయడానికి గల కారణం ఈయన ఈయన చేసే ఎంటర్టైన్మెంట్ మరియు నిజాయితీ అండి అన్వేష్ గారిని రీసెంట్లీ మనం చూసినట్టయితే తనకి అంటార్టికా టూర్కి వచ్చిన అమౌంట్ అయితే లైవ్లో అందరికీ రీఫండ్ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా ఎవరైతే ఆ వీడియోస్ అయితే ఇంకా చూడలేదో వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ విషయంలో అన్వేష్ గారు చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ అన్వేష్ గారు అయితే ట్రావెలింగ్ టూర్స్ చేయడానికి అయితే కంటెంట్తో రెడీగా ఉన్నారు ఈరోజు ఆయన వీడియోలో అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఇదైతే అందరికీ గుడ్ న్యూస్ అండి అండ్ ఈయన ట్రావెలింగ్ వీడియోస్ కోసం అయితే చాలామంది వ్యూవర్స్ అయితే ఎదురు చూస్తున్నారు అండ్ అన్వేష్ గారు రీసెంట్లీ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యారండి ఆయన సబ్స్క్రైబర్గా నేను ఆయనకి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఇలాగే ఆయన ఎన్నో మంచి మంచి వీడియోస్తో కంటెంట్తో కూడా వీడియోస్ చేయాలని అయితే ఆశిస్తున్నాను మన తెలుగు యూట్యూబ్ ట్రావెలర్స్లో one of the best content creator అండి అన్వేష్ గారు అన్వేష్ గారిపై నాకు ఎటువంటి చెడు అభిప్రాయం అయితే లేదండి నేను ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియోలో నన్ను అయితే క్షమించండి ఆయనకి చాలామంది అభిమానులు అయితే ఉన్నారండి అందులో నేను కూడా ఒకడిని అండ్ అన్వేష్ గారిని అందరూ సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అండ్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు keep watching my channel and keep supporting మీ and don't forget to subscribe